hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates తమ్మినేనికి మంత్రి పదవి జగన్ టీం త్రీలో ఎవరెవరంటే కేబినెట్ ప్రమాణ స్వీకారం రోజే సీఎం జగన్ తన మనసులో మాట బయటపెట్టారు రెండేళ్లకోసారి మంత్రి పదవులు మారుస్తానని ఎన్నికల ఏడాది పటిష్టమైన టీంతో రంగంలోకి దిగుతామని చెప్పారు అన్నట్టుగానే రెండేళ్లకు కొత్త వారికి అవకాశం ఇచ్చారు పాతవారిలో కొందరిని తొలగించారు ఎన్నికల ఏడాదిలో ప్రయోగాలు ఎందుకు చేస్తారులే అని అనుకున్నారంత కానీ జగన్ తన ఆలోచనను మరోసారి అమల్లో పెట్టారు ఎన్నికలకు ఇంకా ఏడాది టైం ఉండగా మళ్లీ మంత్రివర్గంలో ప్రక్షాళన మొదలుపెట్టారు కొత్త వారికి ఛాన్సులు ఇవ్వబోతున్నారు పాత వారిని పక్కన పెడుతున్నారు మార్పులు చేర్పులకు ప్రతిభే కొలమానం అంటున్నారు గతంలో అనిల్ కుమార్ యాదవ్ పేర్ని నాని కొడాలి నాని బాలినేని శ్రీనివాసులరెడ్డి వంటి వారిని మంత్రి పదవుల నుంచి తొలగించే క్రమంలో జగన్పై కాస్త ఒత్తిడి వచ్చినా అందరికీ సర్ది చెప్పుకుంటూ వచ్చారు మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత విషయంలో ఇబ్బంది ఎదురైనా తర్వాత ఆమె సర్దుకున్నారు ఇప్పుడు టీం టూ నుంచి కూడా కొన్ని వికెట్లు పడబోతున్నాయి ముందుగా సీదిరే అప్పలరాజుపై వేటు ఖాయమైనట్లు తెలుస్తోంది సీఎం జగన్తో ఆయనకు సడన్ మీటింగ్ జరిగింది మంత్రి పదవి ఉన్నా లేకపోయినా తనకేమీ ఇబ్బంది లేదని కూడా అప్పలరాజు చెప్పారు అంటే ఆయన పదవీ గండాన్ని ఊహించారు పదవి లేకపోయినా సర్దుకుపోతానని చెప్పేశారు తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాంతో కూడా జగన్ ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది రెండు దఫాలు ఆయన మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు పదవి రాకపోయినా సర్దుకుపోయారు స్పీకర్ పోస్ట్లో ఉండి కూడా ప్రతిపక్షాన్ని చడామడా వాయించేస్తున్నారు ఆ అర్హతే ఆయనకు టీం త్రీలో బెర్త్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది ఈసారి ఎమ్మెల్యేలలో కూడా కొంతమందికి జగన్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది గతంలో మంత్రి పదవులు లేని సామాజిక వర్గాలను ఏరికోరి జగన్ కేబినెట్లోకి తీసుకుంటారని అంటున్నారు ఈ నెల మూడున జరిగే ఎమ్మెల్యేల మీటింగ్లో దీనిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు మొత్తం మీద ఐదేళ్ల పాలనలో మూడు కేబినెట్లు ఏర్పాటు చేసిన ఘనత జగన్కే దక్కుతుంది మంత్రి అంటే ఐదేళ్లు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకునే ధీమాను పక్కన పెట్టేశారు జగన్ రెండేళ్లు గ్యారంటీ ఆ పైన బోనస్ అనుకునే విధంగా నాయకుల్ని మెంటల్గా ప్రిపేర్ చేశారు ఇప్పుడు మూడో టీంని రంగంలోకి దించబోతున్నారు అయితే ఇందులో భారీగా మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు ఇద్దరు ముగ్గురి విషయంలోనే జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు